శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి హేమలంబనామ సంవత్సర కన్యా రాశి వారికి డిసెంబర్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు ఇది గోచారం ప్రకారం చెప్పబడుతుంది డిసెంబర్ నెలలో కన్యా రాశి వారు మంచి మంచి శుభవార్తలు వింటారు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా వేగవంతంగా జరిగే అవకాశం ఉంటుంది లిటికేషన్స్లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా సానుకూలమయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కన్యా రాశి వారికి కానీ ఈ కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా ధనాన్ని చేబదులుగా ఇవ్వడం ధనాన్ని అప్పుగా ఇవ్వడం లేకపోతే వీరు ధన సంబంధించిన వ్యవహారాల్లో మధ్యవర్తిగా ఉండడం వల్ల మాత్రం జీవితాంతము నష్టము కష్టము బాధ అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది దయచేసి మీరు ఏదైనా డబ్బిస్తే అది అక్కడితో మర్చిపోవాలి మళ్ళీ రిటర్న్ వస్తుందని మాత్రం ఆశించవద్దు ఆశిస్తే మీకు పరాభావం వస్తుంది శత్రువులు పెరుగుతారు మీ డబ్బులు మీకు రాకపోగా తిరిగి లేనిపోని కష్టాలు కోరి తెచ్చుకుంటారు మీరు డబ్బులు సహాయం చేసి రాశి వారికి డిసెంబర్ మాసంలో నూతన వస్తు వాహన వ్యవహారాల్లో శుభ పరిణామం జరిగే అవకాశం ఉంది విద్యా సంబంధించినటువంటి వ్యవహారాల్లో వీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి కాలం అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది వీరు ఎవరికైనా వాగ్దానం చేసేటప్పుడు తప్పకుండా ఇది అవుతుందా అవదా చేయాలా చేయకూడదా అని ఆలోచనతో చేస్తే కొన్ని కష్టాలు రాకుండా ఉంటాయి వీరికి ఈ కన్యారాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కళ్ళబొల్లి మాటలను మాయ మాటలను గుడ్డిగా నమ్మవద్దు వ్యర్థ ప్రయోజనాలు వ్యర్థ ప్రాజెక్టులపైన మీరు డబ్బులను పెట్టుబడి పెట్టద్దు వీలైనంతవరకు షేర్ మార్కెట్లో ట్రేడింగు అలాగే పందాలకు సంబంధించి బిట్టింగ్లకు సంబంధించి ఇలాంటి వ్యవహారాల్లో మీరు తల దూర్చనే రాదు ఉద్యోగ సంబంధించినటువంటి వ్యవహారాలు చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వారు ఉన్నతాధికారుల దగ్గర నుంచి అలాగే వారి సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్ అవార్డులు తీసుకునేటటువంటి మంచి కాలం ఇదంతా కూడా ఈ కన్యరాశి వారు ప్రతిరోజు కూడా కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి కాలభైరవ గాయత్రి ఓం కాలకాలాయి విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అనేటటువంటి కాలభైరవ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు జపం చేసుకుని నూట ఎనిమిది సార్లు మీకు శుభ పరిణామాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ కన్యరాశి గారు చేసుకోవాల్సినటువంటి ఇంకొక పరిహారం చెప్తాను మీకు దానిలో భాగంగా మీకు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగం అద్భుతమైన శక్తివంతమైనటువంటి ముహూర్తాలతో పాటు సింపుల్ రెమెడీస్తో అన్ని పుస్తక పూజ సంబంధించినటువంటి షాపుల్లో కూడా ఈ పంచాంగం మీకు దొరుకుతుంది ఈ పంచాంగాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఈ కన్యా రాశి వారు ప్రధానంగా ఏ పని చేసినా కూడా ముందుగా భూమాతకు నమస్కారం చేసుకొని చేయండి ఉదయం లేవడంతోనే భూమికి నమస్కారం చేసుకోండి సత్ఫలితాలు తప్పకుండా వస్తాయి ఈ మాసంలో మీ జీవితంలో అద్భుతమైనటువంటి పరిణామాలు అదృష్టము చోటు చేసుకునే అవకాశం ఉంది మీ అందరికీ కూడా నా మనం ఏమంటే ఈ కాలభైరవ గురువు యూట్యూబ్ ఛానల్ను ఆ కింద ఉన్నటువంటి ఎరుపు రంగు బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి మేము పంపించేటటువంటి అమూల్యమైన విషయాలన్నీ కూడా మీకు వెంటనే రావడానికి అవకాశం ఉంటుంది మీ అందరికీ ఆ కాలభైరవ స్వామి దివ్యమంగళాసు లభించుగాక శుభం భవతు